సరే ఇప్పుడు టూరిజంలో ఏపీ టూరిజంలో చాలా మోసం జరుగుతుంది ప్రభుత్వ అధికారులను కూడా తప్పుతో పట్టుతున్నారు అక్కడ నేను చేశాను సాధువారం బోటు పన్నెండున్నరకు మునిగిపోతే సార్ నాకు సిసిఎస్ సీఏ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజమండ్రి సీఏ గారు ఫోన్ చేసి గతంలో నువ్వు చాలా చేసావు కదా శివ ఒకసారి ఎక్కడ ఉన్నాను రావులపాలెం సమీపంలో ఉన్నాను సార్ అంటే ఇక్కడ బోటు ములికి తొందరగా రమ్మంటే వెళ్ళానండి వెళ్ళినప్పటికీ అక్కడ ఏడైంది వెళ్ళి దారి లేదు అక్కడ నుంచి ఏది దేవిపట్నం వెళ్తాకి దారి లేదు నా బండి గండిపోసం దగ్గర పెట్టి ఓ బోట్ వెళ్తుంటే బోట్లో వెళ్ళారండి వెళ్ళిన తర్వాత అక్కడ సీఏ గారిని కన్సల్ట్ చేసి సో రంపసోడం సీఏ గారితో మాట్లాడి నేను ఇలాగ శాస్త్రుడు నాకు మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి సార్ నేను చేస్తాను సార్ గతంలో చేశాను సార్ నైటు అక్కడ చేసేసారండి ఆ సిల్లర్కి నేవీ వాళ్ళు వచ్చారు నేవీ వాళ్ళు వచ్చినప్పుడు మేము వెతికితే అప్పుడు దొరకలేదు మీరు డీజిల్ ద్వారా భలే పట్టుకున్నారు లంగరేసి మీరు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ కావాలంటే అప్పుడు అక్కడ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు విఓ గారు వాళ్ళందరూ ఇతను ఎక్స్పోర్ట్ ఇతను నిపుణుడు ఇతను చెప్పింది జరుగుతుంది గతంలో చూసాం మేము చాలా చోట్ల మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి ఇతనికి ఇతను మీరు తీసుకోండి అని చెప్పి ఆరుగురు నేవీ అధికారులు బృందం బ్లాక్ డ్రెస్లో ఉంటారు సార్ వాళ్ళని నాకు నేను ఏడో ఓడిని బోట్లో రెండు సార్లు మూడు సార్లు ఒక అరగంట రెండు గంటలు రెండు గంటన్నర దాకా చెక్కలు కొట్టాము మొత్తం అంతా గమని ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఇంకా పైకి వెళ్ళామండి అప్పుడు సర్లే భోజనం చేద్దామని పైకి శివాలయంలోకి వెళ్ళి స్వామి మహాప్రభు దొరకాలని చెప్పి లోపలికి మళ్ళీ అదే బోటు మీద వెళ్ళి చెక్కలు కొట్టి పైనుంచి ఆ అటేయమని చెప్పానండి బోట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏంటి ఇక్కడ మునిగిపోయింది కాబట్టి మునిగిపోయిన కూడా ఉండదు ఒక పదిహేను గజాల వాటర్లో వెళ్తుందని చెప్పి అక్కడ ఏం చేయండి కరెక్ట్గా లంగరం నేను ముందు వెళ్ళేటప్పుడు టీవీ నైన్కి చెప్పానండి మీడియం ముందు ఎక్కడ దేవిపట్నంలో నేను ఎక్స్పోర్ట్ కాబట్టి నేను కనుక్కుంటాకి వెళ్తున్నాను పట్టుకుంటాను నేను డీజిల్ దగ్గర పట్టుకుంటాను బోట్ని కనుక్కుంటాను మూడింటికల్లా బోట్ ఇక్కడ ఉందని పిన్ ఫైన్ పెడతాను ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ సహకరించి నేను చెప్పిన మెటీరియల్ మోగు పంటి రన్నింగ్ పంటి తెస్తే కనుక అప్పుడు మేము తీసుకొస్తాం నేను తీసుకొచ్చేస్తాను రెండు గంటల్లో తీసుకొచ్చి ఒడ్డుని పెడతానని చెప్పాను సార్ తీసుకెళ్తే రెండున్నర కల్లా లంగరేస్తానండి మూడింటికి అయిపోయి ఐడెంటిఫికేషన్ అయిపోయింది మేము లాగాం అప్పుడు దాన్ని ఇలా కనిపెట్టాం ఎలా కనిపెట్టామని నేవీ వాళ్ళు అడిగారు నేను మెమరీ పవర్ అండి నాకు భగవంతుని ఇచ్చాడు కనిపెట్టానని చెప్పండి డీజిల్ ద్వారా పైనేసి లంగరేసి తగిలిన తర్వాత అండి ఒక డెబ్బై ఎనభై కేజీలు గుండు ఉంది దగ్గర డిపార్ట్మెంట్ అదే మన ఎవరో నేవీ వాళ్ళు అది మనం కిందకి దింపితే లోపల గ్లాస్ క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి గ్లాసు క్లోజ్ అయింది కాబట్టి అది క్రాస్ చేయాలి భద్ర కొట్టాలి భద్ర కొట్టిన తర్వాత బాడీలు ఈ నైట్గా రేపటిగానే వస్తాయని వాళ్ళతో చెప్తే వాళ్ళు సర్లే అని చెప్పి కొంచెం పైనుంచి దింపామండి కరెక్ట్గా అద్దం బదులైంది సోమవారం మూడింటికల్లా రెండున్నర కల్లా అద్దం బదులు కొట్టేస్తాం అద్దం బదులైందండి ఏమండి అర్థం మంది మొత్తం అందరితో నేను చెప్పాను ఇక్కడ బోట్ ఉంది ఇలా వచ్చేయండి మొత్తం మిగతా ఎన్డీఆర్ఎఫ్ ఉందో ఎస్ఆర్ఎఫ్ ఉందో మొత్తం డిపార్ట్ ఆల్ డిపార్ట్మెంట్ బోట్లు అన్నీ వచ్చేసినాయి అగ్ని సిబ్బంది బోట్లు కూడా అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ రోజే సోమవారం ఐడెంటిఫికేషన్ అయిపోయింది మేము వచ్చాం ఒడ్డుకొచ్చాం ఎవరి దగ్గరికి అడిషనల్ స్పీకర్ దగ్గరికి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల దగ్గరికి వచ్చి బోర్డు ఐడెంటిఫికేషన్ అయిందండి మీరు చెప్పొచ్చు అంటే ఇదే టీవీని ముందు నేను చెప్పానండి బోర్డు ఐడెంటిఫికేషన్ అయింది అందుకనే మేము గ్లాస్ బద్దలు కొట్టుకుని బుడగలు వచ్చినాయి అని చెప్తే సార్ బోర్డు అధికారులు ప్రభుత్వ అధికారిని తప్పుదోవలు పడుతున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులకి సంబంధించిన బోట్లు ఉన్నాయి ముప్పై రెండు బోట్లు దగ్గర దగ్గర ఎనిమిది బోట్లు ఉన్నాయి రాజకీయ నాయకులది మాజీ మినిస్టర్లు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మినిస్టర్లు అందరికీ వాటాలు ఉన్నాయి దానివల్ల బోటు తీతే ఇందులో ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి తెలిసిపోద్ది ఫస్ట్ నేను టీవీలో నాకు ఆయన చెప్తే సయ్య గారు చెప్తుంటే అరవై ఒక్క మంది అన్నారు నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే డెబ్బై మూడు మంది అన్నారు ఇంకా అక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటే బట్టలు లేకుండా డ్యాన్స్లు వేస్తున్నారు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు నుంచి బయటకు వెళ్ళిన లోపల ఉండిపోయారు అది అని చెప్తే అప్పుడు అర్థం భద్ర కొట్టిన ఆలోచన వచ్చి అప్పుడు అర్థం భద్ర కొట్టిన తర్వాత మంగళవారం ఉదయం వెళ్ళేటప్పటికి ఇరవై ఐదు సవాలు దొరికినాయి అప్పటికే మూడు సవాలు కిందకి వెళ్ళిపోయినాయండి అది మేము గ్లాస్ గ్లాస్ బ్లాస్ట్ చేశాం కాబట్టి బోట్ని ఐడెంటిఫికేషన్ చేశాం కాబట్టి జరిగిందని మరి దీన్ని ఎలా తీయాలని చెప్పేసి సోమవారం నేను మూడింటికి కొట్టి మీదకి వచ్చిన తర్వాత ఆఫీసర్లంతా మమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పానండి రూపు అప్పుడు ఎలా రూపేసామో ఇప్పుడు కూడా అంటే మూడు వందల పద్దెనిమిది అడుగులు లోపలికి ఉంది కాబట్టి మనం రెండు వందలు నూట యాభై పైకి తీసుకొస్తే కనుక ఓ వంద అడుగులైనా మనం తీసుకోవచ్చు ఇంకా బాగా దగ్గరికి తీసుకొస్తే యాభై అడుగులు మొత్తం బాడీలోనే బయటకు తీసేసుకోవచ్చు నేను ఐజీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ అదే రోజు సాయంత్రం సోమవారం రాత్రి మేము బోర్డు ఐడెంటిఫికేషన్ చేసాం సార్ వెళ్ళాం మీరు నేను చెప్పింది పంటి రంగ లంగర పంటి అదే బోట్ అదే రన్నింగ్ పంటి రన్నింగ్ పంటి తీసుకొచ్చి మాకు అప్ చెప్పండి రూప్ అప్ చెప్పండి ఐదు వందల మీటర్లో రూప్ అప్ చెప్పండి మేము దాన్ని తీసుకొచ్చి వారికి తీసుకొస్తాం ఒక యాభై అడుగుల్లో ఉండగా మొత్తం బాడీలో బాడీలో తీసేస్తాం మంగళవారం కల్లా నేను బాడీలను తీసుకొచ్చేస్తాను ఒక రెండు గంటలు మూడు గంటలు పడుతుంది బాడీలు తీస్తాం రెండు గంటలు పడుతుంది అయిపోతుంది సార్ అని చెప్తే ఉదయానికి అరేంజ్ చేసేస్తానని చెప్పారు సార్ ఐజీ గారు అంతా చెప్పారు నా ఎదురు కూడా చెప్పారు ఏమంటే అప్ చెప్పిన చెప్పిన తర్వాత ఉదయానికి మంగళవారం సాయంత్రానికి ఏ బోట్ని తీసుకొచ్చారంటే మంగళవారం సాయంత్రానికి ఉదయానికి అన్నది నా మంగళవారం సాయంత్రానికి అంటే సాయంత్రం ఆరున్నర ఐదు ఐదు ఐదున్నర కల్లా అక్కడ వర్కింగ్ ఆపేస్తున్నారు ఇలాంటి ప్రకృతి ప్రమాదాలు ఇది ప్రకృతి ప్రమాదం కాబట్టి చాలా పెద్ద ప్రమాదం కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం కాబట్టి ఇది నైట్ పొగలు చేస్తేనే బాడీని చూపించుకోవద్దు అప్పటికి నేను టీవీ నైన్లో చెప్పాను డిపార్ట్మెంట్ చెప్పాను మేము ప్రాణం సలగాటించి మేము ప్రాణం తెగించి బోటు తీసుకొస్తాక మేము రెడీగా ఉన్నాం డిపార్ట్మెంట్ అంత ఆ డిపార్ట్మెంట్ సహకారం చేయాలా మేము చెప్పిన మెటీరియల్ తేవాలని చెప్తే మేము రన్నింగ్ బోర్డు తమ్మంటే అది రన్నింగ్ లేని బోర్డు తెచ్చారండి ఆ బంటు తెస్తే ఏముంటుంది మేము చెప్పాం ముందే రూపు కట్టి ఆ బంటి ఆ బంటి కట్టి బంటిని లాగింతుంటే అప్పుడు వారుకొస్తుంది బోటు లేకపోతే రాదు అని చెప్తే ఈ లోపల బోటుకి సంబంధించిన అధికారులు తర్వాత రాజకీయ నాయకులు అక్కడ ఉన్న ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరికీ ఒత్తిడి తీసుకొచ్చి ఆ బోట్ ఏమైనా తీయకూడదన్న ప్లానింగ్లో ఇప్పుడు దాకా జాగారం చేశారు నేను చెప్తున్నాను మా అమ్మ సాక్షిగా గంగాదేవి సాక్షిగా నేను ఆ రోజు సోమవారం నైట్ కూడా అప్ చెప్తే రాత్రి టైం కూడా నేను తీస్తానని చెప్పాను సార్ అయినా సరే పట్టించుకోలేదు రూప్ తీయాలి ఆ రోజు మంగళవారం తెస్తానన్నారు మంగళవారం కూడా తేలేదు మంగళవారం సాయంత్రానికి మేము వచ్చేస్తుంటే అప్పుడు తీసుకొచ్చారండి అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ నావీ ఏపీ టూరిజం వాళ్ళంతా కలిసి ఈ బోటు అధికారులు బోటు ఓనర్లు ఈ రాజకీయ నాయకులంతా కలిసి తప్పుగా పట్టించారు నేను ముందే చెప్పాను అక్కడ బాడీ డిస్పోజ్ అయిపోద్ది కుళ్ళిపోద్ది కులిపోతే ఆ తర్వాత రూపురేఖలు ఉండవు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మా కాలర్ మీద ఉన్న పేరుతో ఐడెంటిఫై చేయాలా లేదు డ్రెస్ కోతే ఐడెంటిఫై చేయాలా ఈ డ్యాన్సుల వల్ల అది మెయిన్ ప్రమాదం ఏంటంటే సార్ ఇలా వెళ్ళవలసిన బోటు లెఫ్ట్ సైడ్ నుంచి అవతలకి వెళ్ళి బోటు ఎప్పుడు పాత్రవేలంత లెఫ్ట్ సైడ్ నుంచి అవతలకి తీసుకెళ్తారో గుండం సుడుగుండాలు ఉన్నాయి కాబట్టి గప్పతట్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రమాదం తర్వాత డెబ్బై ఏళ్ళు ప్రమాదం జరిగింది ఇప్పుడు కూడా బోట్లు అవతలేవు అప్పుడు కొంతమందిని తీశారు అప్పుడు తేలినీళ్ళు దొరికి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు టెక్నాలజీ ఉంది బోల్డ్ టెక్నాలజీ ఉంది బోల్డ్ వ్యవస్థ ఉంది ఎక్కడి నుంచో జార్ఖండ్ ఏంటండి జార్ఖండ్ నుంచి ఇది ఉత్తరాఖండ్ నుంచి కెమెరా తెచ్చారు మేము వెళ్ళాం బోట్లో నేను చూశాను ఉత్తరాఖండ్ కెమెరా కిందకైతే అసలు ఏం కనపడతలేదు ఎంత చూపిస్తుంది అంతే కెమెరా బోర్డు చూపెత్తలేదు నేను చేశానండి ఒలుగు ట్రైన్ ఒలుగు ట్రైన్ యాక్సిడెంట్ నలభై ఒలుగొండ ట్రైన్ లో నలభై ఐదు మందిని కాబట్టి డెబ్బై రెండు సవాలు తీశానండి అప్పుడు నాకు వి హనుమంతరావు గారు నన్ను సొత అక్కడ సొతకు వచ్చి నువ్వు మిలిటరీ కన్నా బాగా కష్టపడుతున్నావు చెప్పి టెన్ థౌసండ్ రివార్డు కూడా ఇచ్చారండి నేను వారణాసిలో నేను టూరిజం కాశీ ఆగ్రా మధుర బృందం ఢిల్లీ అయ్యే పూరి అయోధ్య యాత్ర తీసుకెళ్తుంటే నేను నాలుగు వందల మందిని తీసుకెళ్తే నాలుగు వందల మంది బోట్లో ఉంటే వేరే బోటు మయంగా భద్రైపోయి జిమ్మని పైకి వచ్చేద్దాం నూట యాభై మంది ఉన్నారు అందులో నేను మంది దిగి ఐదు లీటర్ డబ్బా పట్టుకెళ్ళి కింద నుంచి కొట్టేశాను వాళ్ళని బతికిచ్చాను నాకు అప్పుడు ఉత్తమ యొక్క అవార్డు ఇచ్చారు కానీ గుజరాత్లో భూకంపం వచ్చిన వరుసలో బోట్ తీసుకొచ్చి కట్టుకు పెడతాను ఎక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి అంటే టెక్నాలజీ మా దగ్గర ఉంది మెమరీ పవర్ ఉంది డీజిల్ అక్కడ లీక్ అవుతుంది ఇంత ఫోర్స్లో ఇక్కడ అని చెప్పేశాను ఆల్రెడీ సోమవారం లంగేశాను మంగళవారం నాకు ఐటమ్ ఇవ్వాలి కదండి ఇవ్వలేదు అంటే నా పేరు గుల్లా వెంకట శివ నాకు టూ అవర్స్ ఇవ్వనండి టూ అవర్స్లో సార్ కూడా తీసుకెళ్ళి మా అమ్మ నా సాక్షిగా నేను బోర్డు తీసుకొస్తాను ఎక్కడి నుంచో టెక్నాలజీ ఏంటంటే ఇంకా బోర్డు సవాలు ఉన్నాయి అందులో